దగ్గరికెళ్ళి ఒక ఇద్దరు చూసి ప్రధానమంత్రి మైండ్ దొబ్బేసినట్టుంది మరి ఏదైనా ఒక దేశంలో ప్రజలు బాగుపడితే సంతోషించాల్సిన ప్రధానమంత్రి మన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి మన రైతాంగం అంతా గమనించాలి ఈరోజు భారతదేశం మొత్తం కూడా డెబ్బై శాతం వ్యవసాయ ఆధిత ఆరాధితమైనటువంటి కుటుంబాలే ఉన్నాయి మనం మొత్తం మీద కూడా వ్యవసాయం మీద బతికేటువంటి ఈ రైతులు కానివ్వండి ప్రజలందరూ కూడా వ్యవసాయం వారికి చూస్తున్న ఈ తరుణంలో గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ మాట్లాడు ఎంత ఎన్ని కష్టాలు వచ్చిందో అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎడ్లు చూడడం జరిగింది అదేవిధంగా ఈ దుర్మార్గులు వాళ్ళకు ఒక రీతి మనకు ఒక రీతి ప్రవర్తిస్తున్నారు నీ ప్రధానమంత్రి హోదాకు నీకు అది మంచిది కాదు ఎందుకంటే చిన్న విషయము మనకు ఈ ఒడ్లు కోయడం కానివ్వండి రైతులు కల్లాలు టీడీఎస్ లో మన గవర్నమెంట్ తెలంగాణలో నూట యాభై ఒక్క కోట్లు వెచ్చించి కేవలం చిన్న సన్నకారు రైతులకు కల్లాలు వెచ్చిస్తే ఆ నూట యాభై ఒక్క కోట్ల డబ్బు మాకు వాపస్ కట్టండి అని మన లెటర్ పెట్టడం జరిగింది ఇది నీకు న్యాయమేనా నువ్వు పెద్ద తెలంగాణ బల ఆంధ్రలో చేపలు వస్తువులకి కర్ణాటక పర్మిషన్ ఇస్తాం కర్ణాటకలో పర్మిషన్ ఇస్తాం కట్టబొమ్మంటావు ఒరిస్సాలో కట్టుకోమంటావు తెలంగాణలో కట్టుకుంటే నీ అప్పసత్తు ఏం పోతుంది మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా తెలంగాణ రైతుల తోడికి వస్తే నిన్ను రాబోయే రోజుల్లో పాతాల లోకంతో ఖాయం